ఏమైనా పనుందా ఏం లేదు ఇట్లానే సవారీకి పోవాలి బా నేను కూడా వస్తా నా లోన నువ్వే చే చేరిపోయావా నీ చెలిమి చూస్తూ నేను ఎన్నో అనుకుంటాను కన్ను కన్ను కలిసే వేళ మూగైపోతాను మధురముగా ప్రతి క్షణమే జరగనిదే ప్రేమినే ఆలోచిస్తూ ఉన్నా ఏమీ అర్థం కాదు అంతా నీవే తాకినేలేను చిలిపితనం తరిమినదే జత కలిసే చిరుతరు